hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Jagan why not one seventy five సాధ్యమే టైమ్స్ నౌ సర్వే సంచలనం ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేస్తామని కలలుగంటున్న చంద్రబాబుకు ఇది నిజంగా పెద్ద షాకే అధికారంలోకి రావడం కాదు సరికదా గత ఎన్నికల కన్నా తీసుకట్టుగా ఈసారి టీడీపీ సతికెల పడుతుందని తాజా సర్వే ఒకటి తేల్చేసింది జగన్ పాలన అధ్వానంగా ఉందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని చంద్రబాబు మొదలుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు మూకుమ్ముడిగా చెబుతున్నారు చంద్రబాబు అయితే ఎన్నికలు జరగడమే ఆలస్యం జగన్ నుంచి సీఎం కుర్చీ లాగేసుకుంటామని ఎలుగెత్తి చాడుతున్నారు ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు పాదయాత్రతో లోకేష్ రాష్ట్రమంతా కలియదిరిగేస్తున్నారు చంద్రబాబు లోకేష్ చేస్తున్న ప్రకటనతో టీడీపీ దిగువ స్థాయి కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు ఇలాంటి తరుణంలో ఒక జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే టీడీపీ అత్యుత్సాహంపై నీళ్లు చల్లింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ డిపాజిట్లు గల్లంతవుతాయని తేల్చి చెప్పింది ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న తరుణంలో టైమ్స్ లో నవభారత్ కీలక సర్వే నిర్వహించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలోని పాలక ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏమిటో కళ్ళకి కట్టింది ఆ సంస్థ సర్వే ప్రకారం కేంద్రంలో బీజేపీ మరోసారి సునాయాసంగా అధికారంలోకి వస్తుంది అదేవిధంగా ఏపీలోనూ అధికార వైసీపీ మరోసారి సత్తా చాటనుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు లోక్సభ స్థానాలను సాధించిన ఆ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏకంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని తేల్చేసింది అంటే కాస్త అటు ఇటుగా క్లీన్ స్వీప్ చేస్తుందని అర్థం ఈ ఫలితాలను అసెంబ్లీ సీట్లకు అన్వయించుకుంటే ఒకటి రెండు సీట్లు తక్కువైనా జగన్ చెబుతున్నట్లు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసాధ్యం ఏమీ కాదని అర్థమవుతోంది అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరో ఐదేళ్ల పాటు అదే పాత్రలో కొనసాగక తప్పదని అర్థమవుతోంది మరో ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు సీఎం సీఎం అంటూ ఒక రేంజ్లో సందడి చేస్తున్నారు ఇలాంటి తరుణంలో టైమ్స్ నో సర్వే ఏపీలోని విపక్షాలకు భారీ షాక్ ఇచ్చిందనే అనుకోవాలి ఇక బీజేపీ కూటమికి రెండు వందల తొంభై రెండు నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది సీట్లు కాంగ్రెస్ కూటమికి నూట ఆరు నుంచి నూట నలభై నాలుగు సీట్లు వస్తాయని ఆ సర్వే వెల్లడించింది బెంగాల్లో టీఎంసీకి ఇరవై నుంచి ఇరవై రెండు సీట్లు ఒడిశాలో బీజేడీకి పదకొండు నుంచి పదమూడు సీట్లు ఇతరులు యాభై నుంచి ఎనభై సీట్లు గెలుస్తారని అంచనా వేసింది